hello friends welcome to my channel ఈరోజు నేను టెంప్లెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి మీరు ఎన్నైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ మనం ముందుగా ప్లేస్టోర్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి చూడండి ప్లేస్టోర్ ఓపెన్ చేస్తున్నాను చూడండి చూడండి MBit music article LY video status maker and editor అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి నేను అయితే ముందరనే ఇన్స్టాల్ చేసుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలని చూపిస్తాను చూడండి ఇప్పుడు డైరెక్ట్గా ఎంబిట్ యాప్ ఉంది చూడండి అది ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇలా యాడ్ వస్తుంది ముందుగా యాడ్ క్లోజ్ చేసిన తర్వాత ఇలా అన్నీ వస్తాయి కావాలంటే మనం ఈ ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా ఈ ఫోటో స్టోరీ అంటే ఈడ వన్ లైన్ వైజ్ ఉన్నాయి చూడండి happy birthday happy fifth birthday అట్లా ఉన్నది చూడండి ఆడ మన ఫోటో పెట్టుకోవచ్చు మనము ఓపెన్ చేసి ఆ ఫోటో ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ కింద యానిమేటెడ్ స్టోరీస్ కూడా అంతే సేమ్ టెంప్లెట్స్ కింద పార్టికల్ టెంప్లెట్స్ అలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ డైలీ ఫీడ్ అనేది వస్తుంటుంది రోజు రింగ్ టోన్స్ ఎలా దండిగా వస్తుంటాయి ఇక్కడ వాట్సాప్ సేవ స్టోరీ సేవ అలా దండిగా ఉంటాయి ఇక్కడ ఫ్రీ హెచ్డి వాల్పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇదైతే వాట్సాప్ స్టేటస్ అని ఉంది చూడండి ఈ వాట్సాప్ స్టేటస్ మన వాట్సాప్ స్టేటస్కి డైరెక్ట్ కనెక్ట్ అయిపో కనెక్ట్ అయిపోతుంది మన వాట్సాప్ స్టేటస్లో ఏమొస్తాయి అవన్నీ డైరెక్ట్ ఈడికి వచ్చేస్తాయి ఇక్కడ గేమ్స్ కూడా డౌన్లోడ్ చేసుకునేకి వస్తాయి చూ డైరెక్ట్ ప్లే అని ప్లే అనేకి వస్తుంది ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఒక టెంప్లెట్ని క్రియేట్ చేయబోతున్నాను ఎలా చేయాలని చూపిస్తాను చూడండి ముందుగా ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేస్తున్నాను ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకోమంటారు నేనైతే బ్లాక్ స్క్రీన్ తీసుకుంటున్నాను ఎందుకంటే మనం బ్లాక్ స్క్రీన్ తీసుకున్నాం అనుకోండి కైన్ మాస్టర్లో కూడా చేసుకోవడానికి వస్తుంది ఇప్పుడు ఇక్కడ నేను క్యాప్చర్లోకి వెళ్ళి బ్లాక్ స్క్రీన్ ఉంది అది సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేస్తున్నాను ఇట్లా క్రాప్ చేసుకోమని అడుగుతుంది నాదైతే బ్లాక్ స్క్రీనే కాబట్టి జూమ్ చేసుకున్నా జూమ్ అవుట్ చేసుకున్నా ఎట్లయినా బ్లాక్ స్క్రీన్ ఉంటుంది రైట్ క్లిక్ తీసుకుంటున్నాను ఇప్పుడు యాడ్ వస్తుంది యాడ్ తర్వాత ఓపెన్ అవుతుంది చూడండి ప్లీజ్ వెయిట్ అని వస్తుంది వీళ్ళు ఒక మ్యూజిక్ ఇస్తారు మ్యూజిక్ అది కాపీరైటో కాదో తెలియదు కాబట్టి మనం మన ఓన్ మ్యూజిక్ తీసుకోవాలా నా దగ్గర ఉండే మ్యూజిక్ మాత్రం నాన్ కాపీరైటే కాబట్టి అది సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ట్యాప్ టు రిమోన్ ఉంది చూడండి వాటర్ మార్క్ అయితే ఫ్రీగా రిమూవ్ చేయొచ్చు కానీ మా ముందుగా వాళ్ళు మాత్రం వీడియో చూడాలంటారు యాడ్ది ఇక్కడ ఫోర్టీన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంది చూడండి కొన్ని కొన్నిసార్లు అది ట్వంటీ ఫైవ్ సెకండ్స్ ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు ఫైవ్ సెకండ్స్ కూడా రావచ్చు యాడ్ అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి అన్నీ క్లోజ్ చేసినాను చూడండి ఇట్లా వస్తుంది ఈడ కూడా క్లోజ్ చేసేసినాక మనం ఏ టెంప్లెట్ కావాలంటే అది టెంప్లెట్ డైరెక్ట్ తీసుకోవచ్చు ఇప్పుడు స్పెషల్లోకి పోయి నేను ఒక టెంప్లెట్ తీసుకుంటాను చూడండి ఇలా వస్తుంది ఇది నేను ముందరనే డౌన్లోడ్ చేసిన కాబట్టి సెలెక్ట్ చేసుకున్న వెంటనే వచ్చింది అలా కాదంటే ఇప్పుడు ఇక్కడ స్మైల్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేస్తాను వాచ్ నౌ ఉంది వాచ్ నౌ మీద క్లిక్ చేస్తే యాడ్ వస్తుంది అప్పుడు వీడియో అన్లాక్ అయిపోయి డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిపోయిన వెంటనే మనం ఇక్కడ సేవ్ అని ఉంది చూడండి సేవ్ ముందర ఇంకోటి చెప్పాలండి ఇక్కడ క్యూ క్యూట్నెస్ అని ఉంది చూడండి ఆడ మనం పేరు మార్చుకోవచ్చు ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఉంది చూడండి దాని మీద టెక్స్ట్ చేసి క్లిక్ చేసి నేను ఇక్కడ లోహిత్ అని క్లిక్ చేస్తున్నా చూడండి డన్ వచ్చేసింది లోహిత్ అని సేవ్లోకి వెళ్ళి హెచ్డి మీద క్లిక్ చేస్తే అయిపోయింది ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఎక్స్పోర్ట్ అయినాక అది ఆ టెంప్లెట్ కాస్త మనం కైన్ మాస్టర్లో కూడా యూజ్ చేసుకోనికి వస్తుంది కైన్ మాస్టర్ అనే కాదు వేరే యాప్స్లో కూడా యూజ్ చేసుకోనికి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేయండి యాడ్ క్లోజ్ చేస్తున్నాను చూడండి కావాలంటే మనం అది ఎలా వచ్చింది అనేది కూడా చూడొచ్చు ప్లే అవుతుంది ఫుల్ స్క్రీన్లో పెట్టి చూసుకోవచ్చు చూడండి వాయిస్ పెట్టినా నేను మ్యూజిక్ ఇలా వస్తుంది మ్యూజిక్ని బట్టి కింద ఆడియో విజువలైజర్ కూడా చేంజ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి